lovely அம்மு అది చెవ్వా చెత్తకుండియా ఎందుకంతలా కెలుకుతున్నావు చెవులో ఉన్న చెత్తను బయటికి లాగుతున్నాను అలా చేస్తే పూర్తిగానే చెవుడు రాగలదు అసలు ఏంటి నువ్వు చేసుకోపోతే చేసుకోలేదంటావు చేసుకుంటే చెవుడు వస్తుందంటావు ఏదైనా సింపుల్గా చేయమంటే గా చేస్తావు చెవులు క్లీన్ చేసుకోమన్నందుకు కష్టపడి కర్ణబేరి కూడా బయటికి లాగక్కర్లేదు Ha అమృతం మజాక సంజు సంజు ఏం చేస్తున్నావు పాటలు వింటున్నా ఓ అక్కడేమో క్యాసెట్ రన్ అవుతుంది సంజు ఏమో పాటలు వింటున్నానంటోంది మరి నాకు మాత్రం ఏర్పడదేమిటి సంచు అన్నట్టు నిజంగానే నాకు చెవుడొచ్చిందా అబ్బే ఏం లేదు పాట సంచి వద్దు నన్నే తిడతది తను చెప్పిన మాట వినలేదని ఇంకా అసలు వినపడదని సమయానికి అంజిగాడుకోలేడు ఇప్పుడు నా గోడు ఏ చెవికి చెప్పుకోను చూడండి అక్కడ ఎవరు లేరు హలో చెప్తుంది మీకే ఇంట్లో ఎవరు లేరు హలో ఏమిటి నేను ఇక్కడ అరుస్తూనే ఉన్నాను మీరు అక్కడ చరుస్తూనే ఉన్నారు ముసైనా ఏమిటి ముదిరిపోయిన మొండితనవా అంజయ్య ఎవరి మాట వినడు మీరు ఆవుదాల అంజయ్ గారు కదూ ఆ అబ్బాయి సమయానికి వచ్చావు నా మనవడు మొద్దు నిద్రపోతున్నట్టున్నాడు నువ్వు ఏ కిటికీలోంచన్నా దూరి వాణ్ణి లేపు వాడు శాంత ఊరెళ్ళారు తాతగారు ఈ సినిమాలకు తిరగడం వాడికి ఇంకా పోలేదన్నమాట సినిమా కాదు తాతగారు వాళ్ళ అత్తారు ఊరెళ్ళారు వాడికి మరీ బుద్ధి మందగిస్తోంది చెడు సావాసాల వల్ల ఏంటో నేనొస్తున్నానని ఉత్తరం రాసినా కూడా క్లబ్లో కూర్చుంటాడా ఈయన చెప్పేది కనెక్షన్ లేకపోయినా క్లియర్గా ఉంది నా చెవుడు పోయి ఈయనకు వచ్చినట్టు అంటే ఆ ఉత్తరం నువ్వు రిసీవ్ చేసుకుని వాడికి ఎందుకు ఇవ్వలేదు అయ్యో బాబాయ్ డిస్కనెక్షన్ నుంచి రాంగ్ కనెక్షన్ చేస్తున్నాడు సరే ఉత్తరం పోతే పోయింది నువ్వు మా ఇంట్లో ఉండు తాత ఫ్రెండ్కి వచ్చిన ఉత్తరం నీ ఇంట్లో దాచుకోవడం ఏంట్రా చిన్నప్పటి నుంచి నీది వంకర బుర్రే తింగర సన్నాసి వాడొచ్చే వరకు కనీసం మీ ఇంట్లోకి రమ్మనొచ్చుగా స్నానమైందా తాత మనిషి అన్నవాడు టాయిలెట్లో టిఫిన్ తింటాడట్రా పైగా సూర్య నమస్కారాలు చేయండి పలహారమే ముట్టను మళ్ళీ చూశాడంటే కావాలని పడేశానంటాడు తిక్కల తాత అసలు పోస్ట్ చేయడం మర్చిపోయి అపవాదులతో నన్ను పేస్ట్ చేస్తావు తాత ఇప్పుడే నీ అమాయకత్వాన్ని రుజువు చేస్తాను సీ ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు నువ్వు నాకు సారీ చెప్తావు దండమైపోయిన వెంటనే నువ్వు దారుణంగా విలపిస్తావు సార్ వాడు ఉప్పు సరిపోయిందో లేదో చూడండి బాగుందిరా నీకు వంట కూడా వచ్చేసింది త్వరలో నిన్ను హెడ్ వైటర్ నుంచి లెక్కుగా ప్రమోట్ చేయొచ్చు చాలా థ్యాంక్స్ సార్ వాడు వెళ్ళి నాకు స్పెషల్ డీ పట్టరా అది నేను అనుమానిస్తున్నది నిజమేనన్నమాట ఉత్తరం తస్కరించి జేబులో పెట్టుకుని మరీ తిరుగుతున్నావు నువ్వు అసాధ్యుడురా బాబోయ్ ఇది మీ జోబులో ఉంది మీరు పోస్ట్ చేయడం మర్చిపోయారు నువ్వేం చెప్తున్నావో నాకు తెలియదు గాని సౌండ్ మాత్రం అబద్ధంలానే ఉంది బాబోయ్ ఇదేదో రివర్స్ ఎలా ఉంది ఈయనకి ఎలా నిరూపించాలి నేను దాయలేదు నువ్వు పోస్ట్ చేయకుండా నీతోనే తెచ్చుకున్నావు నేను గాంధీ గారి దగ్గర నేర్చుకున్నది తప్పు ఒప్పుకోవటం చేసిన దానికి పశ్చాత్తాపం వెలిబుచ్చి మంచి మార్గాన నడు నాకు నడవాలని లేదు ఎక్కడికైనా పారిపోవాలని ఉంది అసలు నిరూపించాలంటే ఎలా పోస్ట్ మార్క్ లేదు అదే నా ఆధారం ఇదిగో తాతయ్య లెటర్ పరీక్షగా చూడు చూడు తాత ఈ పోస్టల్ మార్క్ లేని ఉత్తరాన్ని ఇప్పటికైనా నన్ను తప్పడం మానో టెన్నికాయ డ్రింగ్ అంత సైజులో కనబడతా ఉంటే పోస్ట్ చేయలేదు మార్కు వేయలేదంటావా కళ్ళు పోయినాయా అదిగా తాత ఇది నువ్వు మరీ మొండిగఠంలా ఉన్నావురా అబ్బాయి నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే బోసు గారి దగ్గర ఫైటింగ్ నేర్చుకున్నాను నా మర్మకళ ఉపయోగించి కొట్టానంటే ఫ్రీజ్ అయిపోవాల్సిందే లెటర్ రైటింగ్ నుంచి బిట్టర్ ఫైటింగ్ దాకా వచ్చింది ఏమిటి మ్యాటర్ వేళ్ళు ఇలా తిప్పి ఇలా డొక్కలో కొడితే తాత వద్దు తాత కితకితలు ఏమిటి నవ్వించంపేవాడు ఆ శత్రువుల్ని మర్మకళకి ఫ్రీజ్ అయిపోవాలంటే నువ్వా కొట్టించుకున్నావాడు కాదా మా తాతే కాళ్ళు కీళ్ళు ఆడని వయసులో ఎందుకు తాతా నీకు ఈ కళలు అంజయ్య ఎవరి మాట వినడు ఆ చెవిటివాడు ముందు పేపర్ శంఖం వదలేక గొంతు పూడిపోయేలా ఉంది ఈ మెగాఫోన్తో ఆ తాత చెవు తుప్పొదిలిస్తా తాత తాత తాతవు తాతవు అబ్బో చాలా పెద్ద మెగా చెవుడులా ఉంది ఈ మెగాఫోన్ కూడా పనిచేయట్లేదు ఏంటి అబ్బాయి నోట్లు లెక్క పెడుతుంటే డిస్టర్బ్ చేద్దానా స్పోర్ట్స్ పేజ్ ఎవరు కొట్టుకెళ్ళిపోయారా ఈ ఓల్డ్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యాన్ కూడానా ఈ నాకు అర్థం కావట్లేదు ఈ ఏజ్లో కంటికి కళ్ళజోడు లేకుండా పేపర్ చదువుతాడు కర్ణుడులాగా చెవులకి కొండలాలు తగిలిచినా చలించడు ఇట్స్ వండర్ ఒరే సర్వం చెప్పండి సార్ వాడు ఈయన చెవులకి ఒక ఫైనల్ టెస్ట్ పెడదాం నువ్వు వెళ్ళి రెడ్ ఫోర్ట్ బాంబు పట్రా ఈయన నన్ను ఇరిటేట్ చేయడానికి నటిస్తున్నాడో లేకపోతే నిజంగా చెవుడో చూద్దాం సరే సార్ వాడు ఇప్పుడే వస్తున్నాం ఇవి అసలు పనిచేస్తున్నాయో లేదా ఫ్లవర్ అరేంజ్మెంట్లా చెవులో పెట్టుకు తిరుగుతున్నాడు లెట్ మీ సీ అబ్బో చీమ చిటుకుమన్నా ఢామంటోంది మోస్ట్ పవర్ఫుల్ దీనికి తోడు ఈ మెగాఫోన్ ఉంటే అసలు ఆ సౌండ్ లెవెలే ఇమాజిన్ చేయలేం అబ్బా పెసరట్టు ఎమ్మెల్యే పెసరట్టా కాదు ఓసీ పెసరట్టు ఇదేమిటి ఇంత షార్ట్ టైంలో పిచ్చమృతం పండంజల మారాడేమిటి ఆయన బిల్ కౌంటర్తో మనకేం పని బెల్ట్ కట్టుకున్న బుడబుక్కలోడా బిల్లు కట్టకుండా జారుకుంటావేంట్రా ఏ మర్యాదగా మాట్లాడు నాకు బిల్లు ఉండదు నేను అప్పాజీని ఇక్కడ అప్పు అరువు ఉండవు తిన్నాక బిల్లు కక్కాల్సిందే అరే వదల వదల ఏ old man don't hold my belt రేపు దీనికి డబుల్ కలెక్ట్ చేస్తా అంజయ్య ఎవరి మాట వినడు హలో హలో నేను కాలనీ సెక్రటరీనండి హలో ఆముదాల అంజయ్య స్పీకింగ్ నేను కాలనీ సెక్రటరీనండి కాలనీలో గేమ్స్ కాంపిటీషన్స్ పెడుతున్నాం మీ ఇంటి నుంచి ఎవరైనా ఒకరు పాల్గొంటారా Amudala Anjaiah here nine games ఉన్నాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు పేరుస్తారా అన్నిటికీ ఒక్కరేనా ఐ సెడ్ సమరయోధుడు Amudala Anjaiah okay thank you చూడండి ఇప్పటికి మూడు సార్లు నా పేరు చెప్పాను ఫోన్ చేసిన వాళ్ళు మీ పేరేంటో చెప్పాలి ఎవరు కావాలో చెప్పాలి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను చెప్పండి ఓకే మీకు బొత్తిగా ఫోన్ సెన్స్ లేదు మీతో ఇంకా సంభాషించదలుచుకోలేదు నీకు మెగా ఫోనే వినపడదు నీకు టెలిఫోన్తో పని తాత పని కొట్టుకుని అక్కడున్న ఫోన్ ఇక్కడ ఎందుకు తెచ్చుకున్నావు ఉండని అమ్ము ఏమైనా ఫోన్లు వస్తున్నాయా ఆయనకి వినపడినందువల్ల మనకు నష్టం వస్తుందా da da da దా ఆ ముసలోడు నా దగ్గర బిల్లు వసూలు చేసినందుకు ఆ ముద్దోడి దగ్గరే పెనాల్టీ వసూలు చేసే అవకాశం వచ్చింది కార్న్ఫ్లవరు పది కేజీలు పరోటా పిండి ఏమై అమృతరావు ఎప్పుడు పరోటాలేనా మనిషి అన్న తర్వాత పోరాటాలు పోటీలు కూడా ఉండాలి పోటీలే ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మన కాలనీ వాళ్ళు nine event games competitions conduct చేస్తున్నారు సో అందులో మేము పాల్గొవాలి అండ్ నా చేతిలో చిత్తుగా ఓడిపోవాలి ఈ వయసులో మీరు పాల్గొనడం ఏంటండి ఏంటి అంత జోకా సరే నేను మీ అమృత విలాస్ టీంను ఓడిస్తే ఏమిస్తావు ఆ, ఇల్లు ఇస్తాను వెర్రి కొత్తల గుయ్యకు అది నాదే ఓ పదివేలు ఇస్తావా నేను ఓడితే నేనిస్తాను పిలిచి డబ్బులు ఇస్తానంటే ఎవడొద్దంటాడు అసలే మా అంజిగాడు జిల్లా పరిషత్ ఛాంపియను రేపు ఎల్లుండో దిగుతాడు దుమ్ము దులుపుతాడు సరే రేపు కాంపిటీషన్స్లో కలుసుకుందాం మాట మీద ఉండాలి ముందు మీరుండండి అసలే ఫేడింగ్ ఫిఫ్టీస్ మీరు మా అంజగాడు thundering thirties I'm dialling numbers I want my thunder hello hello colony సెక్రటరీయా ఎస్ స్పీకింగ్ కాలనీలో జరిగే కాంపిటీషన్స్ కి అమృత విలాస్ తరఫు నుంచి నా పేరు ఇస్తున్నాను అమృతరావు ఆల్రెడీ ఇచ్చేసారండి ఎవరు ఫ్రీడమ్ ఫైటర్ ఆముదాల అంజయ్య లేదు అదేదో పొరపాటు మేము మారుస్తున్నాం లేదు టైం అయిపోయింది మార్పులు కుదరవు ఎనభై ఏడులో గేమ్స్ టూ థౌజండ్ ఫోర్ ఎందుకు నీకు పైగా ఒకటా రెండా పెద్ద డెకతలేని ఛాంపియన్ లాగా తొమ్మిది ఈవెంట్స్ లో పేరిచ్చి కూర్చున్నాం పదివేలు పందెం పొట్టను పెట్టేశావు నువ్వేం వర్రీ అవ్వకు నేను నేతాజీతో జపాన్ వెళ్ళినప్పుడు చైనీస్ చూర్ణం ఇచ్చారు అది మనిషి వయసు ఒకేసారి యాభై ఏళ్లైనా తగ్గిస్తుంది దాని ఫార్ములా మర్చిపోయాను ఈ రాత్రి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నేను ఈ పదివేలు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను తతా పొద్దునే ఫోన్ తీసుకుని మాయమయ్యో తీసి దాన్ని కూడా అరగదీసి చూర్ణంలో కలిపేసావేమిటి ఓ తాతో ఏవి చూరణ శక్తి ముసలితనాన్ని జీర్ణం చేసేసి తాతని యూజ్ చేసింది నువ్వు గ్రేట్ తాతా యు ఆర్ రియలీ గ్రేట్ వరే వా ఏంట్రా ఈ ఎడోరేషన్ నేను ఊళ్ళో లేనప్పుడు వచ్చిందా రియలైజేషన్ నీలో ఇంత మార్పు మర్యాద వస్తుందంటే నెలకోసారి అత్తారింటికెళ్ళొస్తా ఈ వయసులో నీకు అత్తోరిల్లు ఎవడు తాత నేను తాత ఏంట్రా నవనవలాడే అంజిని పట్టుకొని ఒరే అంజీ నువ్వు ఊరి నుంచి ఊడిపడ్డావా అసలు ఈ తంటాలంతా మీ తాత తీసుకొచ్చి పెట్టిందారా కాళ్ళు వంగని వయసులో nine event games running race long jump high jump pole jump కుస్తీలు ఇన్నిట్లో నెగ్గాలంటే ట్రైనింగ్ చాలా అవసరం ఇప్పుడు ట్రైనింగ్ మొదలెడదాం కూర్చో ఇప్పుడు కృష్ణారామ కృష్ణారామ అను ఏంటా చూపు ఇక మనల్ని ఆ దేవుడే కాపాడాలి కృష్ణ రామ కృష్ణ రామ ఫ్రీజ్ రోగం ఉందని తెలుసుగా మూమెంట్ లేకుండా ట్రైనింగ్ అనో కృష్ణారామ కృష్ణారామ అనో కృష్ణ రామ కృష్ణ రామ కృష్ణ రామ అది ఇంకా నీకు ఇదే బ్రేక్ఫాస్ట్ తర్వాత కృష్ణారామ లంచ్ తర్వాత Krishna Rama Krishna Rama Krishna Rama welcome to the కాలి గేమ్స్ మొదటిగా రన్నింగ్ రేస్ కమాన్ అలా కాదండి చెప్తాను రండి చెవులో వదండి ఇంకెందుకు పరిగెట్టడం గెలిచిన వాడిని సంకనెక్కించుకోవడానిక రన్నింగ్ రేస్లో అప్పాజీ గారు గెలిచారు ఇప్పుడు ఆమ్ రెజ్లింగ్ ఆముదాల అంజయ్య ఫాజు గారి మధ్య కమాన్ రెడీ ఈ చేత్తోనే కదా నా దగ్గర బిల్లు వసూలు చేసావు కమాన్ నన్ను ఈ సైడ్కి లాగితే నేను ఓడిపోతాను అందుకని ఈ సైడ్కి లాగుతాను చూసావా నాలుగు పోటీల్లో నెగ్గాను ఇంకొక్కడ నెగ్గితే చాలు తొమ్మిదిలో ఐదు నావైతే మీరు పందెం ఓడినట్టే పదివేలు వదులుకున్నట్టే ఎందుకంటే ఎక్కడ తెచ్చాడు ఇప్పుడు ఎలా ఈ ముసలోని చూస్తే మిగతా పోటీలు మిగిలేలా లేడు ఇప్పుడు ఎలా అంజిగా మేకప్ సెట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది ఓకే పోదా పోదా పోదా ఇప్పుడు ఫైనల్గా కుస్తీ <laughs> పాపం ఈ ముసలాడు చూస్తే జాలేస్తుంది ఎయిటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ స్థితిలో ఈ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ యంగ్ బాడీతో ఏం తలబడుతుంది ఒక్క వేలుతో తోశానంటే కూలబడిపోతుంది <laughs> పోనీ టూ ఫుల్ హ్యాండ్ తప్పేలా లేదు ఫుల్ హ్యాండ్ కాదు టాప్ టు టో బ్యాండ్ మిగిలిన నాలుగు గేమ్స్ అప్పాజీ గారి అస్వస్థత వల్ల వాకవర్ చూసావా ఆఖరి పోటీలో మేమే గెలిచాం ఒకట్రా నువ్వు ఫ్రీజ్ అయిపోయావు తీసి మీ తాత నీళ్ళు ఆవహించాడా మనకి ఇన్నాళ్ళకి విజయం ప్లస్ డబ్బులు వచ్చేసరికి బాడీ తట్టుకోలేక అట్టయింది చెవుల పులి